ఈ నగరానికి ఏమైంది ఓవైపు నుసి మరోవైపు పొగ ఎవ్వరూ నోరు మెదపరేంటి దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం ఏంటి మద్యపాన ధూమపానం ఆరోగ్యానికి హానికరం మీకే కాదు మీ పక్కనున్న వాళ్ళకి కూడా please avoid smoking and drinking it's good for health